எவ்வளோ சந்தோஷமாக ஃபீல் பண்ணுறீங்க சொல்லுங்க ஐ டோன்ட் நோ தமிழ் அக்கா ஒன்றும் பிரச்சனை இல்லை ఈ ఊ అంటే వా ఊ అంటే వా నీవు పాడు మక్కలు పాడు పక్కలు ఓకే కోకా కోకా కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు పట్టి పట్టి గౌనె వేస్తే పట్టి పట్టి చూస్తారు